Música హల్లెలూయ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటను మనల్ని భద్రపరిచి తన కృపలో మరి యొక్క వారాన్ని ఈ విధంగా ఆయన యొక్క మాటలు ధ్యానించడానికి మనకి యొక్క సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును కాక ఈ వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఒక ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఎసయ నీకు కోట్లాది వందనాలు ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ ఎసయ నీ గొప్ప కృప రెక్కల కింద భద్రపరిచి నువ్వు నిలబెట్టి తండ్రి ఎసయ మరొక వారాన్ని మాకు అనుగ్రహించి నీతో మా అందరితో మాట్లాడడానికి ప్రభ నువ్వు సహాయం చేసినందుకు వందనాలు నువ్వే తోడేండి నడిపించండి ఎసయ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో సర్వశక్తిమంతురా నీ కృప రెక్కల కింద భద్రపరిచి తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్వశక్తిమంతురా నువ్వు కార్యాన్ని జరిగించండి ఎసయ నా యొక్క హృదయంలో నా మాటలు కాదు నా యొక్క ఆలోచనలు అన్నిటినీ ఖాళీ చేసి కేవలం నీ మాటలు ఉంచి తండ్రి నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి బలపరిచి నువ్వే తోడేంటి నడిపించగలరని నీ యొక్క అభిషేకంతో నడిపించి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేడైన యేసుక్రీస్తు నామం నా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మనం ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం సామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు అక్కడ చదవబడిన వాక్యంలో చూసాం కదండి తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఈ దినములలో ఈ యొక్క భయంకరమైన దినములలో నీ పొరుగువారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఈ యొక్క భయంకరమైన దినాలలో నీ పొరుగువారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు మన వాక్యంలో చదివిన రీతిగా నీ పొరుగువారిని మన పొరుగువారిని మనం తిరస్కరిస్తే పాపము చేసిన వారం అవుతా ఉంటా పాపము చేసిన వారం ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో మనం పాపము చేసిన వారం అవుతామంట మరి యొక్క వైరస్ కాలంలో యొక్క వైరస్ వల్ల ఎవరింటికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఆ యొక్క గత మార్చి సంవత్సరంలో దానికంటే ముందు రోజు మనం ఎన్నో విషయాలు పొరుగు వారితో పంచుకునే వాళ్ళం ఎంతో ఆప్యాయత కలిగి ఉండేవాళ్ళం ఎంతో స్నేహం కలిగి ఉండేవాళ్ళం ఎంతో సంతోషంగా గడిపే గడిపేవాళ్ళం ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం కానీ యొక్క వైరస్ వల్ల ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఎవరు ఎవరు మాట్లాడుకోలేని పరిస్థితి ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో ఎలా ఉంటుందో నా పరిస్థితి అని అంత పొరుగువారిని కూడా ఇంటిలోనికి రాలేని పరిస్థితి పొరుగువారిని కూడా గురించి కూడా మాట్లాడలేను వాళ్ళ వైపు చూడడానికి కూడా భయపడే పరిస్థితి ఎలా ఉంటుందో ఏ వైరస్ వచ్చేస్తుందో అన్న పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయాం మరి ఆ యొక్క అన్న పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం మరి మరి అలానే వదిలేద్దామండి పొరుగు వారి గురించి ఇంకా అలానే వారి గురించి మనం ఏమి పట్టించుకోకుండా ఉండిపోదామా మరి ఇవేమి చెప్తుంది మరి బైబిల్లో చదివినబడిన వాక్యానుసారంగా పాపము నీ యొక్క పొరుగు వారిని నువ్వు తిరస్కరిస్తే పట్టించుకోకుండా ఉంటే అది పాపం అవుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మరి ఎలాగ మనం ఈ దినాల్లో ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు నిజంగా మనం ఈ దినాలలో ఏ విధంగా పొరుగు వారికి సహాయపడగలం ఏసే ఏ విధంగా తనతో ఉన్నవారికి సహాయం చేశారు అంతేకాకుండా బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి ఆ యొక్క తన యొక్క నిస్సహాయ స్థితిలో కూడా పొరుగు వారికి సహాయం చేయడం వల్ల తాను ఏ విధంగా దేవుడి నుంచి సహాయాన్ని పొందుకున్నాడు ఈ యొక్క మూడు విషయాలను మనం ఈరోజు ధ్యానించుకుందామండి ఈ యొక్క వాక్యం యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే నీ పొరుగు వారిని ఈ దినాలలో నీ పొరుగు వారిని ఏ విధంగా నువ్వు చూస్తా ఉన్నావు పొరుగువారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు మొట్టమొదటిగా బైబిల్లో ఒక వ్యక్తి గురించి చూద్దామండి ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే తన నిస్సహాయ స్థితిలో కూడా తను పొరుగువారికి సహాయం చేసి దేవుడు నుండి సహాయాన్ని పొందుకున్నారు మొట్టమొదటిగా ఏంటి అంటే తన నిస్సహాయ స్థితిలో కూడా పొరుగువారికి తను సహాయం చేసి దేవుడు నుండి అతను సహాయం పొందుకున్నాడు ఎవరు అంటే దావీదు అండి తన నిస్సహాయ స్థితి ఏంటి అంటే మొదటి సమయంలో గ్రంథం ముప్పయో అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది దావీదు ఆ యొక్క తనతో ఉన్న ఆరు వందల మంది సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్తారండి ఫిలిప్ ఫిలిప్ కుషీల మీదకి యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే వారి యొక్క కుమారులు కుమార్తెలు వారి యొక్క భార్యలు వాళ్ళందరూ సిగ్లాగ్లో ఉంటారు వారు యుద్ధానికి మూడు రోజుల తర్వాత మరలా తిరిగి సిగ్లాగ్కు వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే తెలుసా అండి ఆ యొక్క ఆ మూడు రోజుల్లో అమాలేకులు వచ్చి వారి యొక్క గుడారాలన్నిటినీ కాల్చివేసి ఏం చేస్తారు అంటే వారి యొక్క కుమారులను కుమార్తెలను భార్యలను చెరపట్టుకొని బానిసలుగా అమాలేకుల ప్రాంతానికి ప్రదేశానికి తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే వారు మూడు రోజుల తర్వాత వారి యొక్క సైనికులు ఆరు వందల మంది అంతేకాకుండా దావీది కూడా వచ్చి చూసినప్పుడు అంతా అక్కడ కాలిపోయి ఉంటుంది ఆ గుడారాలన్నీ కాలిపోయి ఉంటాయి వారికి ఉన్నదంతా వారు దోచుకొని వెళ్ళిపోతారు వారికి ఉన్న బిడ్ కుమారులను కుమార్తెలను భార్యలను అందరినీ వారు తీసుకొని వెళ్ళిపోతారు అది చూసి వారు ఏం చేస్తారు అంటే అక్కడ ఆరు వందల మంది దావీదు మీదకి రాళ్ళు తీసుకొని చంపాలనుకుంటారు ఎందుకంటే ఇదంతా నీ వల్లే కదా నీతో ఉండడం వల్లే మా కుమార్తెలను మా కుమారులను మా యొక్క భార్యలను మేము పోగొట్టుకున్నాం కాబట్టి నీ వల్లే అని చెప్పినప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడంటే దేవుడి దగ్గర విచారణ చేశాడు ఏమని అంటే ప్రభువా దేవుడి దగ్గర విచారణ చేశాడు ప్రభా నేను ఇప్పుడు ఎలాగ వీటన్నిటిని నేను మరలా తిరిగి పొందుకోగలను నా కుమారులను నా కుమార్తెలను నా భార్యలను నేను పోయిందంతా వారు దోచుకున్నదంతా నేను ఎలాగ తిరిగి తెచ్చుకోగలను అని విచారణ చేయగా నువ్వు వారి ఆ యొక్క అమాలయకుల దండును తరిమిన ఎడల వారు ఏ దారినైతే వెళ్ళారో ఆ దారిన నువ్వు వెళ్ళి తరిమిన ఎడల నువ్వు సమస్తాన్ని పొందుకుంటావని దేవుడు చెప్పిన మాట విని వీళ్ళందరూ ఆ దావీదుతో ఉన్న ఆరు వందల మంది దావీదు వారి యొక్క ఆ యొక్క అమాలేకులను తరమడానికి ఆ దండును తరమడానికి ఆ యొక్క వచ్చిన ఆ యొక్క అమాలేకుల ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు వారికే నిస్సహాయ స్థితి సమస్తాన్ని కోల్పోయారు బిడ్డల్ని కోల్పోయారు భార్యల్ని కోల్పోయారు వారికి ఉన్న ఆస్తినంతటిని కోల్పోయారు వారికున్న సమస్తాన్ని కోల్పోయారు అలా వెళ్తూ ఉన్నప్పుడు వారు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న ఆరు వందల మందిలో రెండు వందల మంది ఏం చేస్తారంటే ఆ వాగు దాటలేక అలచి అలసిపోయి ఏం చేస్తారంటే ఎందుకంటే మేము ఇంకా నీతో రాలేము అని చెప్పినప్పుడు ఆ రెండు వందల మంది ఆగిపోతారండి ఇంకా మిగతా ఆరు వందల మందిలో రెండు వందల మంది ఆగిపోతే నాలుగు వందల మందితో దావీదు ఆ యొక్క అమాలేకుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా వారి మార్గ మధ్యంలో ఒక వ్యక్తి చనిపోయే ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు అక్కడ పడిపోయి ఉన్నప్పుడు అయ్యో ఏంటి వాళ్ళకే నిస్సహాయ చేతి చాలా నిరుత్సాహంలో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు అయ్యో సమస్తాన్ని కోల్పోయమే మాకు సంతోషం లేదే వాళ్ళకే అంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ యొక్క హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు మూడు రోజుల నుంచి అన్నపానం పుచ్చుకోలేదని తెలిసి ఆ వ్యక్తిని లేపి ఆహారం ఇచ్చి దా పానీయం ఇచ్చి వాటర్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాణము ఆ యొక్క ప్రాణము తెప్పరెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు నువ్వెవరు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు నేను ఒక ఐగుప్తుడేను నేను ఒక ఐగుప్తు దేశానికి చెందిన వ్యక్తిని అని చెప్పినప్పుడు అవునా ఐగుప్త దేశానికి కానీ నేను ఒక ఐగుప్త దేశానికి చెందిన వ్యక్తినే కానీ అమాలయకుల యొక్క దేశంలో నేను బానిసను ఆ అమాలయకులు రెండు మూడు రోజుల క్రితం ఇక్కడ సిగ్లాగ్లో వచ్చి ఆ యొక్క సమస్తాన్ని దోచుకొని వెళ్తున్నప్పుడు నేను నేను నేను వ్యాధితో ఉన్నానని నేను గాయపడ్డానని తెలిసి వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి నా యజమానుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు కానీ మీరు నాకు సహాయం చేశారు అని ఆ యొక్క దావిదికి తన తన యొక్క సిచ్యువేషన్ అంతా చెప్తాడండి చెప్ చెప్పిన వెంటనే దావిదంటాడు నువ్వు మాకు ఆ అమాలేకుల ఆచూకీ చెప్తావా మా మా యొక్క భార్యలను మా యొక్క కుమార్తెలను కుమారులను అందరినీ తీసుకెళ్ళిపోయారు ఆ అమ్మాలయకుల యొక్క ఆచూకీ మాకు చెప్తావా దావీద్ అడిగినప్పుడు మీరు నన్ను చంపకుండా ఉంటాను అని ప్రమాణం చేస్తే నేను తప్పకుండా మేము చెప్తామని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క అమ్మాలయకుల ఆచూకీ తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క దావీదు మీరు ఒకటో సమయంలో ముప్పై ఐదు ముప్పయో అధ్యాయం చదివినట్లయితే అక్కడకు వెళ్ళి దావిది సమస్తాన్ని మరలా పొందుకున్నారు కుమార్తెలను కుమారులను భార్యలను వారు తోచుకుని వెళ్ళిన సమస్తాన్ని తిరిగి రీస్టోర్ చేసుకున్నాడు సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు చూసారా అండి వాళ్ళే నిస్సహాయ స్థితిలో ఉన్నారు సమస్తాన్ని కోల్పోయి అయ్యో మాకు సమస్తం కోల్పో ఎంతో బాధగా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ పొరుగువాడు ఎవరో తెలీదు వారికి అతని వల్ల సహాయం దొరుకుతుందని వారికి అతనికి సహాయం చేయలేదండి వాళ్ళు అతని వల్ల సహాయం దొరుకుతుందని కాదు ఆ పొరుగు వారిని పట్టించుకున్నారు వారి యొక్క నిస్సహాయ స్థితిలో కూడా ఆ పొరుగు వారి ఎందు ఆయన దయ చూపాడు కాబట్టి దా ఆ వ్యక్తి వల్లే దేవుడు ఆయనకి సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించాడు మన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము ఏంటో పరిస్థితి ఇప్పుడు అర్థం కాలేదు ఒకరికొకరు పరిస్థితి మనకు అర్థం కావట్లేదు వైరస్ ఎటు నుంచి వస్తుందో ఎంత భయంకరంగా విజృంభిస్తుందో మనకు అర్థమవుతుంది కానీ ఇటువంటి నిస్సహాయ స్థితిలో కూడా నువ్వు ఎదుటి వారికి ఆదరణ కలిగించగలిగితే దేవుడు తప్పకుండా ఎలా అయితే దావీదికి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక ఐగుప్తుడికి సహాయం చేయడం ద్వారా దావీదికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో నీకు నాకు కూడా దేవుడు అటువంటి సహాయాన్ని చేస్తాడండి అందుకే బైబిల్ చెప్తుంది నీ పొరుగు వారిని తిరస్కరించావా అది పాపం అవుతుంది అని చెప్తుంది మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి ఏంటి అంటే నీ దినములలో నీ పొరుగు వారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు మొట్టమొదటిగా నీ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నావు అప్పుడు కూడా ఒక వ్యక్తి సహాయంను చేసి దేవుడి చేత సహాయాన్ని పొందుకున్నారు రెండవదిగా ఏంటి అంటే మనం ఇప్పటి నుంచి ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం అదేవిధంగా ఏసయ్య తన పొరుగువారు ఏసయ్య దేవుడు ఏసయ్య ఏ విధంగా తన పొరుగువారికి సహాయం చేశారో ఈ రెండో పాయింట్లో మనం తెలుసుకుందామండి ఏసయ్య తన పొరుగువారికి ఏ విధంగా సహాయం చేశారో ఈ రెండో పాయింట్లో తెలుసుకుందాం మత్తైసు వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూసినట్లయితే మనందరికీ ఒక్క ఆ యొక్క అద్భుతం తెలుసండి ఏంటి అంటే ఆ అద్భుతం ఏసయ్య ఏకాంతంగా కొండ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ జనసమూహం ఎంతోమంది పరిగెత్తుకుని ఏసైను వెంబడించారు కొన్ని కొంత చాలా గుంపులు గుంపులుగా ఏసైను వెంబడించినప్పుడు వారిని వేసే వారి మీద కనికరపడి అక్కడ ఉంటుందండి బైబిల్లో పద్నాలుగో అధ్యాయం మత్తేసు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు చదివి చదివినప్పుడు ఏసయ్య వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగుల్ని స్వస్థపరిచారు వారిని వారికి బోధించారు దేవుడి మాటలు చెప్పారు అంతేకాకుండా సాయంకాలం అవుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే సాయంకాలం అవుతూ ఉన్నప్పుడు వారు ఆయన యొక్క శిష్యులు వచ్చి అయ్యో ఇప్పటికే సాయంకాలం అయిపోయింది వీ యొక్క ప్రజలందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి వీరిని పంపించి వేస్తే వీరు పట్టణానికి వెళ్ళి ఏదైనా ఆహారం కొనుక్కుంటారు అని చెప్పినప్పుడు వేసే వారితో అంటారు ఏమంటారు అంటే వారికి మనమే ఆహారం ఇద్దాం మనమే ఆహారాన్ని పెడదాం అన్నప్పుడు వీళ్ళందరికీ ఇంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇప్పుడు మనం పట్టణం వెళ్ళి తీసుకురావాలని చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర ఏమున్నాయని వేసే అని అడిగినప్పుడు ఐదు రొట్టెలు రెండు చా చేపలు వాటిని తీసుకొని ఆకాశం వేపు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అందరికీ పంచగా మనందరికీ తెలుసండి పన్నెండు గంపలు ఇంకా మిగిలిపోయాయని అక్కడ తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు అని మనకి యొక్క అద్భుతం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఈ యొక్క ఈ యొక్క ఒక్క ఒక్క అద్భుతమే బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి కదండి మత్తై సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తల్లో ఒకే ఒక అద్భుతం అన్ని సువార్తల్లో రాసిన అద్భుతం ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనం ఏదైతే ధ్యానించుకున్నామో ఏదైతే నేను చెప్పి ఉన్నానో ఆ ఒక్క అద్భుతమే నాలుగు సువార్తల్లో రాసి ఉంది మిగతా అద్భుతాలు మూడు సువార్తల్లో కనిపిస్తాయి లేకపోతే రెండు సువార్తల్లో కనిపిస్తాయి కానీ నాలుగు సువార్తల్లో ఉన్న ఒకే ఒక అద్భుతం రాయబడిన ఒకే యొక్క అద్భుతం ఏంటంటే ఏసయ తన పొరుగు వారికి తనతో ఉన్న వారి యొక్క ఆకలిని ఏ విధంగా తీర్చాడు తనతో ఉన్న ఆ వారిని ఆ యొక్క పొరుగు వారిని అవసరతను ఏ విధంగా పట్టించుకున్నాడు ఈ సువార్త రాయబడిందండి మత్తై సువార్త పద్నాలుగు పదమూడు ఇరవై ఒకటిలో చూసాము మార్కు సువార్త ఆరు ముప్పై ముప్పయో వచనము నలభై నాలుగో వచనం వరకు అండి అలాగే లూకాసు వార్త తొమ్మిదో వచ అధ్యాయము పదో వచనం నుంచి పదిహేడో వచనం వరకు అలాగే యోహాను సువార్త ఆరో ఆరో అధ్యాయము ఒకటో వచనం నుంచి పదిహేనో వచనం వరకు చూసారా అండి ఈ యొక్క ఈ యొక్క అద్భుతం మాత్రమే ఎందుకు రాయబడిందో తెలుసా మన ఇండైరెక్ట్గా దేవుడు చెప్తుంది నేను నీ యొక్క ఆత్మీయంగా అవసరాలు మాత్రమే కాదు ఆత్మీయ దాహాన్ని తీర్చడమే కాదు ఈ లోకానుసారంగా నీకు ఏ అవసరం ఉన్నా నీ యొక్క ఏ అవసరం ఉన్నా నేను నీ గురించి పట్టించుకుంటానని చెప్పడమే కాకుండా తన పొరుగు వారికి ఏ విధంగా సహాయం చేశాడు ఏసే ఒక మాదిరిగా ఉంచా ఉంచారు కాబట్టి నాలుగు స్వార్థలో ఈ ఒక్క అద్భుతం మాత్రమే నాలుగు స్వార్థలో లిఖించబడి ఉన్నదండి చూసారా ఏ విధంగా ఏసే తన పొరుగు వారి గురించి పట్టించుకున్నారో ఏ విధంగా పొరుగు వారి యొక్క ఆహారాన్ని అవసరతను తీర్చారో అది ఒక ఒక మాదిరిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు స్వార్థల్లో రాయించారండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఈ యొక్క దినములలో నీ పొరుగువారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు మొట్టమొదటిగా ఒక వ్యక్తి తన నిస్సహాయ స్థితిలో కూడా తన పొరుగువారికి సహాయం చేసి దేవుడి నుంచి సహాయాన్ని పొందుకున్నారు రెండవదిగా దేవుడు ఏ విధంగా నీ పొరుగువారికి సహాయం చేశారో చూసాం కదండి దేవుడు ఏ విధంగా తన పొరుగువారికి సహాయం చేశారో మనం చూసాం చూసాము కదండి ఏ విధంగా దేవుడు ఆ యొక్క మత్తై సువార్తలో లూకా సువార్తలో మార్కు సువార్తలో అలాగే యోహాను సువార్తలో ఏ విధంగా ఏసయ్య తన పొరుగు వారికి సహాయం చేశారో మనకు మాదిరికరంగా ఉండడం కోసం ఏ విధంగా వారికి సహాయం చేశారో ఆ యొక్క ఇంపాసిబుల్ అని అక్కడ అక్కడ శిష్యులు చెప్తున్నా కూడా ఏసై మాత్రం వారికి సహాయం చేశారు అంతేకాకుండా మూడవదిగా మనం చూద్దాం మనము ఈ దినాల్లో మనము ఏ విధంగా పొరుగు వారికి సహాయపడగలం అదే కదండి ఇప్పుడు మెయిన్ మనకి మనము ఈ యొక్క దినాలలో మనం ఏ విధంగా పొరుగు వారికి సహాయపడగలం మనం చూస్తే మన పరిస్థితులు ఒకరిని ఇంటికి ఒకరికి వెళ్ళలేని పరిస్థితి ఒకరితో ఒకరు చాలా సంతోషంగా కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి దగ్గరగా నిలబడి మాట్లాడుకోలేని పరిస్థితి కనీసం షేకాన్ని ఇచ్చి మాట్లాడుకోలేని పరిస్థితి ప్రతిదీ కూడా తారుమారైపోయింది అందుకని పరిస్థితి ఇలా ఉందని పొరుగువారిని పట్టించుకోకుండా వదిలేద్దామా అండి మన పరిస్థితి ఇలా ఉంది అని పొరుగువారిని పట్టించుకోకుండా వదిలేద్దామా అలా వదిలేస్తే వారి గురించి ఏ విధంగా ఉందో మనం బైబిల్లో సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసాం మా తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయివాడు అని ఉంది మరి ఏ విధంగా మనకు ఈ సహాయపడగల దావీదులాగా ఆ యొక్క సమయంలో వారికి ఆ యొక్క టైంలో యొక్క వ్యాధి లేదు అలాగే ఏసే ఉన్నప్పుడు ఈ యొక్క పరిస్థితులు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు మరి ఏ విధంగా మనం ఈ పొరుగు వారికి ఈ యొక్క దినాలలో సహాయపడగలం నీకు ఆ యొక్క పొరుగువారి ఎవరన్నా ఫోన్ చేసినా లేకపోతే ఆ పొరుగు వారి గురించి నీకు తెలిసిన వారి యొక్క యొక్క వ్యాధి గుండా వెళ్తున్నారు లేకపోతే ఈ వైరస్ వారికి వారి ఇంటికి వచ్చింది అని నీకు ఆ యొక్క ఆ యొక్క పొరుగు వారి గురించి నీకు తెలిసినప్పుడు వెంటనే నువ్వు ఆ ఫోన్ని కట్ చేసి ఇంకొక పది మందికి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పడం కాదండి అది కాదండి ఒక క్రైస్తవ బిడ్డగా మనం చేయాల్సింది ఆ విషయాన్ని ఒక పది మందికి అయ్యో మా ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసిందంట మా వాళ్ళ దగ్గరకు వచ్చిందంట అందరికి వచ్చేసింది వాళ్ళకి అని పది మందికి చెప్పడం చెప్పడం కాదండి అదే వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసినా లేకపోతే నీకు వేరే వాళ్ళ చేత తెలిసిన వారికి నువ్వు ఫోన్ చేసి వారిని ధైర్యపరచాలి వారిని ఓదార్చాలి వారిని ధైర్యపరచాలి అంతేకాకుండా దేవుడు తప్ప తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు మన దేవుడు గొప్ప దేవుడు అన్న దేవుడి మాటలు చెప్పి వారిని ధైర్యపరచాలి అండి మీకేమైనా అవసరత ఉందా నీకేమన్నా కావాలా నీకేమన్నా అవసరత ఉందా నేను చేయగలిగింది ఏదైనా ఉందా అని అడిగి వారికి సహాయం చేయడానికి మనం సిద్ధపడాలి అండి అంతేకాకుండా మళ్ళీ మనం ఈ విధంగా కూడా అయిపోకూడదు ఎలా అంటే దేవుడు నన్ను చూసుకుంటాడు దేవుడు ఈ వాక్యాన్ని చెప్పాడు నేను పాపం చేశానంట పాపం చేస్తానంట పొరుగు వారిని తిరస్కరిస్తే నేను పాపం చేస్తానంట కాబట్టి నేను వారింట్లోకి వెళ్ళిపోయి వారికి కావాల్సినంత అడిగి తెలుసుకుంటాను మరీ ఇలాగ చేయకూడదండి మరీ ఈ విధంగా దేవుణ్ణి శోధించకూడదు మన పరిమితుల్లో మనముండి వారికి ఏ విధంగా సహాయం చేయగలమో నీ చేతనైనంత సహాయము వారికి ఏ విధంగా చేయగలమో అది ఆర్థిక పరంగాన అది ఆహార వస్తువుల వారు బయటకు వెళ్ళలేని స్థిత లేకపోతే వారికి ప్రార్థన అవసరత కావాలా ఏ విధంగా నువ్వు సహాయం చేయగలవో ఫోన్ ద్వారా కనుక్కొని నీకు కలిగినంతలో నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడా నిన్ను సరిగ్గా ఉన్నావా నువ్వు చెయ్యగలిగినది నువ్వు చేస్తే దేవుడు నిన్ను తప్ప తప్పకుండా మెచ్చుకుంటాడండి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు అంతేకాకుండా వారి గురించి భారం కలిగి ప్రభా వారిని పూర్తిగా స్వస్థపరచు ప్రభ అని పరిపూర్ణంగా స్వస్థపరచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే వారి యొక్క నువ్వు చేసిన ప్రార్థన వారు మర్చిపోతారేమో కానీ వారు జ్ఞాపకం కొంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ కొంతమంది మర్చిపోతారక్కమని నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇటువంటి సమయంలో నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావు కదా తప్పకుండా దేవుడు నీకు సహాయం సహాయం చేస్తాడండి తప్పకుండా దేవుడు మేలు నువ్వు పొందుకుంటావు ఆ యొక్క ఫోన్ చేసి వంద మందికి నువ్వు చెప్పడం కంటే వారి గురించి ఏదో తప్పు చేశారు అక్కడ తిరిగాడు ఇక్కడ తిరిగారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు కాబట్టి వారికి వచ్చిందని వారిని ఒక దోషులుగా చేసి నిలబెట్టడం కంటే ఆ పది మందికి చేసి చెప్పే టైంలో నువ్వు వారి గురించి మోకాళ్ళుండి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు వాళ్ళని స్వస్థపరుస్తాడండి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు నువ్వు నువ్వు వారు తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి వారు తీసుకుంటున్న మెడిటేషన్ మెడిసిన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుత రీతిగా వారికి సహాయం చేస్తాడు మరలా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనము ప్రార్థన చేస్తున్నాం కానీ వారు తీసుకుంటున్న టాబ్లెట్స్ని వారు తీసుకుంటున్న ఆహారాన్ని పని చేసేటట్లు వారికి పరిపూర్ణమైన బలం ఇచ్చేటట్లు చేసేది ఎవరో తెలుసా సర్వశక్తిమంతుడైన దేవుడే కాబట్టి నువ్వు ప్రార్థన చేయడం వల్లే జరిగిపోయిందని అనుకోక ప్రభా నువ్వే స్వస్థ స్థిరపరిచావయ్యా నువ్వు గొప్ప దేవుడవని ఆ గృహంలో మరొకసారి నిరూపించావయ్యా అని అన్న మనసు కలిగి వారి వారి గురించి మనం ప్రార్థన చేయాలండి ఇదే దేవుడు కోరుకుంటున్నాడు ఏ విధంగా అయితే తన నిస్సహాయ స్థితిలో దావీదు తన పొరుగువారికి సహాయం చేసి దేవుడి నుంచి సహాయం పొందుకున్నాడో అదేవిధంగా దేవుడు తప్ప తప్పకుండా నీ యొక్క స్థితిలో కూడా నీకు ఏ స్థితిలో సహాయం కావాలో దేవుడు తప్ప తప్పకుండా నీ యొక్క స్థితిలో కూడా సహాయం చేస్తాడండి ఒక వాక్యాన్ని చదువుదామండి ఎబ్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఎబ్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు ఏసే తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తాడు ఎప్పుడో తెలుసా మన పొరుగు వారికి మనం చేయగలిగినంత ఏమీ అక్కర్లేదు అన్నీ ఉన్నాయి మేమంతా బాగున్నాము మేము ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నాం మేమంతా సరిగ్గా ఉన్నాము అంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది అదే ఒక పెద్ద పని వారి గురించి అదే వారికి అవసరతగా ఉంది అని నువ్వు గుర్తించి వారి కోసం ప్రార్థన చేయాలండి వారిని నిలబెట్టాలి మనం ఒక పొరుగు వారిని ఏ విధంగా చూడాలి అంటే వారేదో నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా యొక్క బంధువులు అలా కాదండి ఒక క్రైస్తవుడిగా చూడాల్సింది మనం ఏ విధంగా చూడాలంటే దేవుడి దృష్టిలో ఎలా చూస్తాడంటే నా బిడ్డ నా యొక్క ఆత్మ నా ఆత్మను పొందుకున్న బిడ్డ అని ఆ విధంగా మనం దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డ దేవుని ఆత్మగా ఒక ఆత్మగా మనం చూసి వారింట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఆత్మల కోసం నువ్వు నేను మొరపెట్టాలండి కన్నీరు కార్చి మోకాళ్ళ మీద ఉండి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా వారికి స్వస్థత దయచేస్తారు నిన్ను ఆశీర్వదిస్తాడు విన్నారు కదా అండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఈ దినములలో నీ పొరుగువారి ఎందు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు మొట్టమొదటిగా తన నిస్సహాయ స్థితిలో తన పొరుగువారికి సహాయం చేసి దేవుని నుంచి సహాయాన్ని పొందుకున్న వ్యక్తి గురించి చూసాం రెండవదిగా ఏసయ్య ఏ విధంగా తన పొరుగు వారికి సహాయం చేశారో బైబిల్లో దానికి ఎంత విశిష్టత కలిగి నాలుగు అధ్యాయుల్లో రాయబడిందో మనం చూసాం మూడవదిగా ఏ విధంగా మూడవదిగా అంటే ఈ దినాల్లో మనం ఏ విధంగా పొరుగు వారికి సహాయం చేయగలమో చూసాం చూసాం కాబట్టి మనము పొరుగు వారిని తిరస్కరించినట్లయితే ఈ దినాలలో పాపం అవుతుంది కాబట్టి మన పొరుగు వారి ఎడల సరే వారికి అన్నీ ఉన్నాయి సమస్తం ఉన్నాయి అన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రార్థన చేయాలి లేకపోతే ఏదైనా అవసరంతో ఉందేమో పరామర్శించాలి ఫోన్లో పరామర్శించాలి అవసరం కావాలా ఇది కావాలా అది కావాలా మెడిసిన్స్ కావాలా అన్నీ వారికి ఆ యొక్క వారి ఇంటి ముందు పెట్టినా వారు తీసుకుంటారు కదండి ఆ ఇంటి ముందు ఉంచేసిన వారు తీసుకుంటారు కదా వారిని ఒక వెలివేసినట్టు వారు ఏదో తప్పు చేసినట్టు వారిని మనం చూడకుండా పొరుగు వారిని పట్టించుకునే ఒక నిజమైన క్రైస్తవులుగా మనం ఉందామండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మనం ప్రార్థన చేసుకుందాం మంతుడమైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ నీకు కోట్లాది వందనాలు ఎస్సయ మాతో మాట్లాడిన సర్వోన్నతుడ పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు ఎస్సయ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో తండ్రి మేమందరము ప్రభగా మా పొరుగు వారి గురించి తండ్రి ఎస్సయ పట్టించుకొని తండ్రి ప్రవర్తించడానికి ప్రభా నీ యొక్క మంచి ప్రవర్తన కలిగి మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ఎస్సయ వారి అవసరతలో మేము ఫోన్లో పరామర్శించి తండ్రి వారి వారికి ధైర్యాన్ని చెప్పి నీ యొక్క మాటలతో నింపి సర్వశక్తి మంత్ర నీ శక్తితో నింపి ప్రభా మేము వారి గురించి ప్రార్థన చేసి భారాన్ని అటువంటి హృదయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారికి కలగ చేయండి అయ్యా నువ్వే తోడేంటి నడిపించండి ఈ యొక్క దినాలలో మేము పొరుగువారి ఎడల నీ యొక్క ప్రేమను చూపగలిగే నిజమైన క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేసి నీ శక్తితో నింపి నీ గొప్ప కార్యంను జరిగించుకొని నీ నామాన్ని మహిమపరుచుకొని నువ్వే తోడేంటి నడిపించి నీ గొప్ప కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయగలరని ప్రభా ఇప్పటి నుంచి తండ్రి ఏసయ మా మనస్తత్వాలు మా ప్రవర్తన పొరుగువారి మార్చడానికి మాకు సహాయం దయచేసి నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు నువ్వే తోడేంటి నడిపించగలరని నజరేడని ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామమున శుభములు విన్నారు కదా అండి మన పొరుగువారి ఎడల మనము మనం తిరస్కారంగా మాట్లాడితే మనం దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళు అవుతాం వారి గురించి ఏమీ చేయలేకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి అదే వారి యొక్క బాధలలో కష్టాలలో మనం ఇచ్చే గొప్ప సహాయం ఏంటో తెలుసా మనం ప్రార్థన చేయడం వారి గురించి మనం ప్రార్థన చేద్దాం మనం ఈ రోజు నుంచి మన యొక్క హృదయాల్ని మార్చుకొని వారి కోసం మనం ప్రార్థన చేసి దేవుని దృష్టిలో పాపం చేయకుండా ఉందామండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక ఆమెన్